యేసుక్రీస్తు ఘనమైన నామంన అందరికీ శుభములు రెవరెంట్ ఫాదర్ జి భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఫెలోటైన్ ఫాదర్స్ మరియు బ్రదర్స్ సమర్పించు అనుదిన వాకు అను మా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంకు మేము అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానించున్నాము ఈనాటి దివ్యగంధ ప్రకటనలపై reverend father G Bhaskar garu వాక్యోపదేశాన్ని అందించెదరు ఆలకించుదమా ఈనాటి మన సుశేష పట్టణాన్ని మత్తయి సువార్త పదవ అధ్యాయము ఏడవ వచనం నుండి పదిహేనవ వచనం వరకు తీసుకునేనాము ఈనాటి మన ధ్యానాంశం యోగ్యమైన కుటుంబము ఈనాటి మన ధ్యానాంశం యోగ్యమైన కుటుంబము ఈనాటి సుశేషపట్నంలోని కొన్ని వాక్యాలను మనము ఆలకించుదాము ఉదాహరణగా చూసుకున్నట్లయితే చూడండి బైబిల్ ఉంటున్నారు మత్తయ్య సువార్త పదవ అధ్యాయము పదకొండవ వచనము యశు ప్రభు వారు ఈ విధంగా చెప్తున్నారు మరియు మీరు ఏ పట్టణంలోనైనాను ఏ గ్రామంలోనైనాను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయుడు యేసు వారు తన శిష్యులకు ఇచ్చినటువంటి ఆదేశం ఏమిటంటే మీరు ఏ పట్టణానికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా అక్కడ యోగ్యమైన కుటుంబం ఏది ఉన్నదో విచారించండి తెలుసుకోండి ఆ కుటుంబానికి మీరు వెళ్ళండి ఆ గ్రామం నుండి లేదా ఆ పట్టణం నుండి మీరు వెళ్ళు వరకు అక్కడే ఉండండి అని యేసు ప్రభు వారు తన శిష్యులకు ఆదేశించినట్లుగా మనం చూస్తాము ఇక్కడ ప్రియమైన సహోదరి సహోదరులారా ఎందుకని ప్రభువారు ఇలా యోగ్యమైన కుటుంబాన్ని ఎంచుకోండి అక్కడే బస చేయండి అని అంటున్నాడు అంటే యోగ్యమైనటువంటి కుటుంబం కాని అలా అక్కడ చెడు అలవాట్లు ఉండవచ్చు వీరు అక్కడికి వెళితే వారి యొక్క చెడు స్నేహాన్ని బట్టి ఈ శిష్యులు వారితో ఉండడాన్ని బట్టి వీరు కూడా మారిపోవచ్చు అందుకే మనము కొరిందీరుకు రాసిన మొదటి లేక పదిహేనో అధ్యాయము ముప్పై మూడవ వచనంలో ఒక వాక్యం చూస్తాం బైబిల్ ఉన్నటువంటి వారు చూడండి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అవును ప్రియమైన సహోదరి సహోదరులారా మనం కనుక చెడ్డవారితో స్నేహం చేస్తే చెడ్డవారిగా మారిపోతాము అయోగ్యమైన కుటుంబంతో మనము స్నేహం చేస్తే మనం కూడా అయోగ్యులముగా మారిపోతాము యేసు ప్రభు యొక్క కృపచేత వీరందరూ ఇప్పుడు యోగ్యులుగా ఎంచబడినటువంటి వారు ఈ యోగ్యతను వాళ్ళు అలాగే ఉంచుకోవాలి అంటే యోగ్యమైన కుటుంబాన్ని ఎంచుకొని ఆ కుటుంబంలో వారు జీవించాలి లేదంటే దుష్ట సాంగిత్యము మంచి నడవడిని చేర్చును అని చెరుపును అనే వాక్యం ప్రకారము మనము మంచి స్నేహితులను మనం చూసుకోవాలి ప్రియమైన సహోదరి సహోదరులారా చూడండి ఇనుము తర్వాత నిప్పు ఈ రెండు స్నేహమైనప్పుడు ఇనుము కూడా నిప్పులాగా మారిపోతుంది ఇనుము తన గట్టితనాన్ని కోల్పోయి మృదువైన స్వభావాన్ని కోల్పోతుంది అందుకే ఇనుమును వంచాలంటే దాన్ని కాలుస్తాము ఇనుముని ఆ నిప్పుతో స్నేహం చేపిస్తాము చూడండి అప్పుడు ఇనుము కూడా నిప్పులాగా మారిపోయి అలా ఎర్రగా కనపడుతుంది కాబట్టి మన స్నేహం కూడా అలాంటి వారితో ఉంటే చెడిపోతాము అందుకే కాబోలు యేసు ప్రభు యొక్క శిష్యులు ఇలా ఆదేశించబడ్డారు ఏమని మీరు ఏ పట్టణానికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా అక్కడ ఒక యోగ్యమైనటువంటి కుటుంబాన్ని మీరు ఎన్నుకోండి అని దేవుని వాక్యం చెప్తుంది యోగ్యమైన కుటుంబం అంటే ఆ కుటుంబాల్లో విశ్వాసం ఉండాలి ఆ కుటుంబంలో దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి వారు ఆ కుటుంబాల వారు ప్రతి ఆదివారం దివ్య పూజ వల్ల పాల్గొంటూ ఉండాలి ఆ కుటుంబం వారు ఆ ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తి కలిగినటువంటి వారై దేవుని పేరిట వచ్చినటువంటి వారిని ప్రేమతో ఆహ్వానించేవారిగా ఉన్నప్పుడు ఆ కుటుంబాలకు మీరు వెళ్ళండి అని యేసు ప్రభు వారు తన శిష్యులకు ఆదేశించున్నారు ప్రియమైన సహోదరి సహోదరులరా మత్తైసు వార్త పద పదవ అధ్యాయము నలభై రెండవ వచనం మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవాయులో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రమును త్రాగనిచ్చునుచో వాడు తన ఫలమును పోగొట్టుకునేయడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ప్రభువారు చెప్తున్నాడు వారికి ఆతిథ్యాన్ని మనం ఇచ్చినట్లయితే తగిన కృప బహుమానం మనకు ఉంటుందని దేవుని యొక్క వాక్యం చెప్తున్నది ఇంకా చూడండి వాక్యాలను కనుక చూసినట్లయితే ఈనాటి పట్టాన్ని ఒకసారి ఆలకించుదాము మత్తైసు వార్త పదో అధ్యాయము ఇప్పుడు పన్నెండవచనం ఆ ఇంటిలో ప్రవేశించి ఏ ఇల్లు ఆ యోగ్యమైనటువంటి ఇంటిలోనికి ప్రవేశించి ఇంటి వారికి శుభము అని చెప్పండి ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును అది యోగ్యమైనదైతే మీ సమాధానము అది యోగ్యమైనది కాని ఎడలా మీ సమాధానము మీకు తిరిగి వచ్చును చేసు చేసుప్రభు ఇలా చెప్తున్నాడు అని మనం అనుకోవచ్చు ఒక కుటుంబానికి వెళ్ళినప్పుడు మీకు శాంతి కలుగునుగా కానండి వారు గనక శాంతిని పొందుకోవడానికి అర్హులైతే ఆ శాంతి వారి మీద ఉంటుంది మీరిచ్చే ఆ దీవెనలు ఆ బ్లెస్సింగ్స్ అనేవి వారి మీద ఉంటాయి వారు గనక యోగ్యులు కాకపోతే మీ ఆశీర్వాదములు మీకే వస్తాయి అని ప్రభువారు చెప్తున్నాడు ఏమండి ఇది వాస్తవమేనా ఒక వ్యక్తిని మనం దీవించామంటే అది ఆశీర్వాదం ఒక దీవించామంటే అంతే ఆ మాట పలికామంటే మళ్ళీ ఆ మాటను మనం వెనక్కి తీసుకోలేము కానీ ఇక్కడ ఈ సందర్భం ఏమిటంటే తూర్పు దేశంలో ఈ ప్రజలకు ఒక ఆనవాయితీ ఉండేది ఆ ఆనవాయితీ ఏమిటంటే ఎవరైనా ముక్కు ముఖం తినేటువంటి వారిని నీవు ఎవరైనా ఆశీర్వదించిన దేవుడు నిన్ను దీవించునుగాక అని కనుక నీవు ఆశీర్వదించినట్లయితే ఆ ఆశీర్వాదము అతని మీదకి వెళుతుంది తర్వాత నువ్వు తెలుసుకున్నావు గలో ఈ వ్యక్తి మన విశ్వాసి కాదు మనవాడు కాదు అని నీవు తెలుసుకున్నట్లయితే ఆశీర్వాదాన్ని మరలా వెనక్కి తీసుకువచ్చంట ప్రేమని సహోదరి సహోదరుడా అది ఆ ఆనాటి ఆ ప్రజల యొక్క విశ్వాసము ఆనవాయితీ చూడండి ఒక యూదుడు ఇంకొకరిని చూసి యూదుడు అనుకొని దేవుని దీవెనలు అతనికి ఇచ్చినట్లయితే తర్వాత తెలుసుకుంటాడు అయ్యో అతను యూదుడు కాదు వాడు సమరయుడు లేదా వాడు అన్యుడు అని తెలుసుకున్నప్పుడు ఆశీర్వాదాన్ని వెనక్కి తీసుకుంటాడంట అలాంటిది ఇక్కడ ప్రభువారు చెప్తున్నాడమంట మీరు ఏ ఇంటిలోనికి ప్రవేశిస్తారో ఆ ఇంటి వారికి శుభము అని చెప్పండి యోగ్యమైన కుటుంబం అయితే అది ఆ శుభవచనాలు వాళ్ళు పొందుకొని శుభాన్ని పొందుకుంటారు లేదంటే మీ సమాధానము దాని నుండి మీకు వచ్చును మీ మాటలు మీకు వెనక్కి వస్తాయని ప్రభువారు చెప్తున్నారు ప్రియమైన సహోదరి సహోదరులారా తర్వాత పద్నాలుగు వచ్చిన ఎవడైనను మిమ్మును చేర్చుకునక మీ మాటలు వినకుండా ఉండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపో వరకు విడిచిపోయినప్పుడు మీ పాదధూళి దులిపివేయుడు మీరు వాక్యం చెప్పడానికి వెళ్తున్నారు ఎవరైనా కానీ మీ మాటలు విన్నట్లయితే మీ మాటలను ఆలకించి ఉండకపోయినట్లయితే మీ కాలుకు పట్టిన దుమ్మును కూడా మీరు దులిపేసుకుని రండి అంటున్నాడు చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా యూదా ప్రజలు ఎప్పుడైనా పాలస్తీనా ప్రాంతాన్ని దాటి బయటకు వెళ్తున్నారంటే లేదా అన్యులు నివసించేటువంటి ప్రాంతంలో వాళ్ళు కనుక అడుగు పెట్టినట్లయితే ఆ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ కింద వాళ్ళని వాళ్ళు వాళ్ళు మల్లమైపోతారని ఆ మల్లాన్ని కడుక్కోవాలన్న ఉద్దేశంతో వాళ్ళ కాళ్ళకు ఉన్నటువంటి దుమ్మును కూడా శుభ్రంగా దులుపుకొని వస్తారు అనేది ఆనాటి వారి యొక్క ఆశ్చర్యం యేసు ప్రభు వారు కూడా తన శిష్యులకు అదే చెప్తున్నాడు ఎవరెవరైతే ఈ సందేశాన్ని ఆలకించకుండా ఉంటారో ఏ ఏ పట్టణాలు అయితే మిమ్మల్ని తృణీకరిస్తారో మీ మీద తిరుగుబాటు చేస్తారో మీరు రండి మీరు వారికి సందేశాన్ని ఇవ్వాల్సిన పని లేదు మీ కాళ్ళకు ఉన్నటువంటి ధూళిని కూడా దులుపుకొని రండి ఆయన ప్యూరిఫికేషన్ దులుపుకొని రండి అని చెప్తున్నారు ఇక్కడ మెసెంజర్స్ ఎవరు మెసేజ్ ఏమిచ్చి ఆ మెసేజ్ని పంపించినటువంటి ఆ సెండర్ ఎవరు మనం ఫోన్ కాల్ వచ్చినప్పుడు చూస్తాం కదా ఫోన్ బాగానే హలో అంటాము మనము హలో అని ఇక్కడ అన్నప్పుడు ఈ హలో అనే మాట ఆ వ్యక్తి వినబడితే అతను ఆ బాగున్నావా అని అడుగుతాడు ఆ బాగానే ఉన్నాను మళ్ళీ ఆ వ్యక్తి అడుగుతాడు ఓకే రేపు ఒక ప్రోగ్రామ్ అతను రావాలి చూడండి ఆ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుందో ఇక్కడ సెండర్ అని ఆయన ఉంటాడు ఇక్కడ రిసీవర్ అని ఆయన ఉంటాడు ఈ మధ్యలో మీడియం అనేది ఒకటి ఉండి ఆ మెసేజ్ అనేది రావటం అవుతుంది అతను పంపించేది ఇక్కడ ఇక్కడ డీకోడ్ ఎన్కోడ్ అయ్యి ఇక్కడ మాట్లాడి ఇది మళ్ళీ అతనికి ఈ విధంగా ఈ మీడియం ఈ మెసేజ్ అనేది చూసినట్లయితే ఈ శిష్యులు ఈ మీడియం లాగా ఉన్నారు కానీ ఆ మాట్లాడే ఆ మాటలు ఆ మెసేజ్ మాత్రం పంపించినటువంటి ఆ వ్యక్తిది యేసు ప్రభు వారు పంపించినటువంటి యేసు ప్రభు వారి యొక్క సందేశాన్ని వీరు ఈ మీడియం లాగా ఉండి ప్రజలకు అందిస్తున్నారు అయితే ఈ మెసేజ్ని ఈ సందేశాన్ని ఎవరెవరైతే అంగీకరించడం లేదో వారందరికీ వారిని విడిచిపెట్టేసండి అంటున్నాడు ప్రియమైన సహోదరి సహోదరులరా ఈ విధంగా చూసినట్లయితే యేసు ప్రభు వారు తన శిష్యుడికి ఇచ్చినటువంటి ఆదేశాలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం చూడండి ఆయన మీరు ఎవరైనా ఆస్వాదించినట్లయితే అన్నాడు కదా ఇది మీరు ఎవరైనా ఆస్వాదించినట్లయితే దీవెనలు కనుక వారిపై పలికినట్లయితే వారు కనుక నీ విశ్వాస కాకుండా నీకు సంబంధించిన వాళ్ళు కాకపోతే యోగ్యులు కాకపోతే నీవు పలికిన ఆ మాటలు మళ్ళా నీకు వెనక్కి వస్తాయి అని చెప్తున్నాడు మనం కనుక బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు చూసినట్లయితే ఇలాంటి విషయాలనే మనము యొక్క యశాగ్రంథాలు కూడా చూస్తాము యూదుల యొక్క ఆచారం ప్రకారము ఒక మాట మనము పలికాము అంటే ఆ పలికినటువంటి మాట స్వతంత్రాన్ని కలిగి దానంతట అది ఉంటుంది అని దాని అర్థం అనమాట అంటే a spoken word has its own independent existence అంటారు a spoken word has its own independent existence అంటే ఒకసారి ఒక మాట మనం మాట్లాడమంటే ఆ మాట స్వతంత్రంగా ఆ విధంగా ఉంటుంది ఒకసారి మాట్లాడమంటుంది ఎక్కడికి వెళ్ళిపోతుందో మనకు తెలియదు అందుకే వారు చెప్తారనమాట ఒకసారి మనం మాట్లాడమంటే ఆ మాట ఇంకెంత దూరం వెళ్ళిపోతుంది అనమాట మనం కనుక చూసినట్లయితే యశ్యా గ్రంథంలో కొన్ని మాటలు ఆలకించుదాం చూడండి బైబిల్ ఉన్నటువంటి వారు చూడండి యశ్యా గ్రంథము నలభై ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం కనుక మనం చదివినట్లయితే ఇలా ఉన్నది నీతి గల నా నోటి మాట బయలుదేరి ఉన్నది అది వ్యర్థము కానేరదు దేవుని వాక్యం చెప్తుంది నీతి కలిగినటువంటి నా మాట నా నోటి నుండి బయలుదేరినది అని దేవుడు పలుకుతున్నాడు వచ్చేసింది it came out from his mouth and it reach అది ఎక్కడికి తగలాలో అక్కడ తగిలిద్ది అది వ్యర్థము కానేరదు దాని దేవుని వాక్యం మనం విన్నాం అంటే ఒక మాట మనం వదిలిపెట్టామంటే అది వెళ్ళిపోతూ ఉంటుంది దానికి ఇంకా ఆ టార్గెట్ అనేది ఉంటుందని చెప్తాం అదేవిధంగా యశయా గ్రంథము యాభై ఐదవ అధ్యాయము పదకొండవ వచనం కనుక మనం చదివినట్లయితే ఈ విధంగా ఉన్నదనమాట పదవ వచనం పదకొండవ వచనం చూద్దాం యశయా గ్రంథము యాభై ఐదవ అధ్యాయము పది పదకొండు వచనాలు వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలిగించుటకై అది చిగుర్చి వర్ధిల్లినట్లు చేయను అలాగున్ని నా నోట నుండి వచ్చు వచనములు ఉండును నిష్ఫలముగా నా ఎద్దుకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలము చేయును అని దేవుని వాక్యం చెప్తుంది ఏ విధంగా ఈ మంచు ఈ నీరు కనుక విధంగా పడినప్పుడు భూమి మీద పడి అది అది నిష్ప్రయోజనం కాకుండా ఇది చిగుర్చడానికి భూమిని తడపడానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో అదేవిధంగా దేవుని యొక్క వా మాట నుండి వచ్చినటువంటి నోటి నుండి వచ్చినటువంటి ప్రతి వాక్కు ప్రయోజనం కలిగినదై ఉంటుంది అని దేవుని వాక్యం చెప్తుంది ప్రియమైన సహోదరి సహోదరులారా చూడండి అది మనం మాట్లాడే మాటలు కూడా ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను మీరు వింటున్నారు ఈ మాట్లాడిన మాటలు ఎక్కడికి వెళ్ళాయి ఎక్కడికి వెళ్ళి ఎవరికి తెలియదు అనంత విశ్వంలో ఎక్కడో ఉంటాయి ఎక్కడ ఉంటాయో మనకు తెలియదు ఇప్పుడంట ఈ శాస్త్రజ్ఞులు కొన్ని పరిశోధనలు చేస్తున్నారంట మనందరం మాట్లాడుకుంటున్నాం కదా ఈ మాటలన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి ఈ మాట్లాడిన మాట ఈ స్పోకెన్ వర్డ్ ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ అనంత విశ్వంలో ఏ ప్రాంతంలోకి వెళ్ళిపోయిందని చెప్పేసి ఈ మాట్లాడిన మాటలన్నింటినీ మళ్ళీ సేకరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారంట ఒకవేళ మానవుడు తన యొక్క పరిశోధనలు బట్టి ఇది గనక సాధించగలిగితే యేసు ప్రభువారు రెండు వేల సంవత్సరాలకు పూర్వం ఏమేం మాట్లాడాడో అవన్నీ కూడా మనం వినవచ్చు మరి సాధ్యమో కాదో మనకైతే తెలియదు సాధ్యం కావచ్చు చూడండి ఒక మాట నేను మాట్లాడుతున్నాను వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది ఎక్కడుంది in this infinite world in this ఇంత పెద్ద విశ్వంలో ఈ పలికిన మాటలు ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టుగా మనం చూడగలము ప్రేమైన సహోదరి సహోదరులారా ఈ మాటలు మనం పలుకుతున్నాం వెళ్ళిపోతున్నాయి అయినా కానీ వాటి యొక్క ప్రభావం మాత్రము వాటి మన మీద మన యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి వారి మీద ఉంటుంది అని మనం తెలుసుకోవాలి అందుకే మనం మాట్లాడేటప్పుడు శపించకూడదు ఎవరిని శాపనార్థాలు పెట్టకూడదు ముఖ్యంగా ఈ యొక్క అభిషేకాన్ని పొందినటువంటి వారు అసలు శపించకూడదు వారనే మాటలు వాస్తవాలు అవుతాయి నిజాలు అవుతాయి ఒకసారంట ఒక గురువు గారు ఒక విచారణ గురువు పూజకి వెళ్ళి వస్తూ ఉన్నాడంట ఆ ఫాదర్ గారు జర్మనీ దేశం ఆయన తెల్ల ఆయన ఇంకొకసారి కొంతమంది పిల్లలు అనుకుంటారంట అరే ఈ ఫాదర్ గారు వస్తున్నాడు ఈ ఫాదర్ గారు చాలా సహాయం చేస్తాడు కాబట్టి ఒక నలుగురు పిల్లలు అనుకుంటారంట ఏదో విధంగా ఈ ఫాదర్ గారు డబ్బులు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు అరే నువ్వు పడుకోరా నువ్వు చచ్చిపోయినట్టుగా నువ్వు యాక్షన్ చేయి నువ్వు చచ్చిపోయినట్టుగా పడుకోనుండు మేము పోయి ఫాదర్ గారిని అడుగుతాం ఈ అబ్బాయి చచ్చిపోయాడు ఫాదర్ గారు అండి ఖర్చు డబ్బులు కావాలని అడుగుతాము కాబట్టి నువ్వు చచ్చిపోయినట్టుగా ఉండరా అని అంటారు సరే అని ఫాదర్ గారు వచ్చి దారిలో ఈ ముగ్గురు ఎదురుపోయి ఫాదర్ గారు ఫాదర్ గారు ఆప్షన్ అండి ఏ రాచున్న ఏమైంది అని అడిగినప్పుడు ఇలాగండి ఇదిగో మా ఫ్రెండ్ చనిపోయాడండి ఈ వ్యక్తికి మరి దాన కార్యాలు చేయాలి కాబట్టి భూస్థాపన చేయాలి కాబట్టి డబ్బులు ఇవ్వండి ఫాదర్ గారండి మీరు ఏదో సహాయం చేయండి అని చెప్పేసి ప్రాధాయపడ్డారంట సరే అని చెప్పేసి ఆ ఫాదర్ గారి దగ్గరికి వచ్చి ఆ చిన్నవాడిని చూసి ఆశీర్వదించండి ప్రభువా ఈ ఆత్మను నీ చెంతకు చేర్చుకో అని సిలువు గుర్తేశాడంట వేసి అతను దీవించి ఫాదర్ గారు వాళ్ళు కొంచెం డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయాడంట వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఈ పిల్లలు వచ్చుని ఒరే ఒరే లేరా లే లే ఫాదర్ గారు వెళ్ళిపోయాడు లేరా లే అని చెప్తే ఏముంది వాడు లేవడం లేదంట ఊపారంట లేరా లెగు లెగు ఫాదర్ గారు వెళ్ళిపోయాడు డబ్బులు ఇచ్చాడు లే వాస్తవం చూస్తే చనిపోయాడు ప్రియమైన సహోదరి సహోదరుడా ఎప్పుడైతే ఆ ఫాదర్ గారు ఇలా ప్రార్థన చేసి తండ్రి ఆత్మను నీ చెంతకు చేర్చుకున్నాడో అన్నాడో వెంటనే అక్కడ ఆ అద్భుతం జరిగినట్టుగా చూస్తాం ఆ ఆత్మని వెళ్ళిపోయింది చనిపోయాడు ఆ కుర్రవాడు కాబట్టి ఈ అభిషేకించబడినటువంటి యాజకులు గురువులు అమ్మగారులు ఎవరిని కూడా మీరు దూషించవద్దు అభిషేకం పొందిన మనం ఎవరైనా దూషిస్తే అవి వారికి శాపాలుగా మారుతాయి కాబట్టి మనం కొంచెం జాగ్రత్త పడదాము మనం మాట్లాడే ప్రతి మాటను ఆచితూచి మాట్లాడదాం ఏ మాట మాట్లాడాలో ఆ మాట మాట్లాడడానికి మనము ప్రయత్నం చేద్దాము ప్రియమైన సహోదరి సహోదరులారా ఇంకా చూసినట్లయితే ఈ యొక్క మనం మాట్లాడే మాటను గురించి ఈ మాట ఎక్కడి నుంచి వస్తుంది నోటి నుండి వస్తుంది ఈ నాలుగు అనడానికి ఎముక లేదని చెప్పేసి ఎలాగ పడితే అలా మాట్లాడదంట నల నరం లేని నాలుగు నాలుగు విధాలుగా మాట్లాడింది మనవాళ్ళు అంటారు కదా అదేనంట ఇది ఎలా అలా మాట్లాడింది కొంతమంది అంటారు అందుకే ఇది ఎలా అలా మాట్లాడిందని ఒక సామెత ఉందన్నమాట నోటితో మాట్లాడి నసుడుతో ఎక్కిరించే మనుషులు ఉన్నారని అవును కొంతమంది అంటారు హాయ్ ఫాదర్ గారండి బాగున్నారా అని నోట్లు బాగా మాట్లాడి మంచి మాటలు మాట్లాడి పక్కకు ఏదేం ఇదేం ఫాదరే ఇదేం అమ్మగారా అని చెప్పేసి అలా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారంట అందుకే మనం మాట్లాడే ప్రతి మాటను జాగ్రత్తగా ఉండాలి మనం మాట్లాడే ప్రతి మాటను మనము ఆధీనంలో తీసుకోవాలి మన ప్రభుత్వ మనం నేను జ్ఞాపకం చేస్తున్నాను ఎందుకంటే మనం మత్తయ్య వార్త కనుక చదివినట్లయితే చూడండి బైబిల్ ఉన్నటువంటి వారు మత్తయ్య వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఆరో వచనము నేను మీతో చెప్పినదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలేను నీవు నేను గనక ఏదన్నా వ్యర్థమైన గురించి మాటలు మాట్లాడితే రేపటి రోజున మనము వాటికి సమాధానం ఇవ్వాల్సి వస్తుంది లెక్క చెప్పవలసిన అవసరం వస్తుంది so we need to be very careful when we at careless words మనం కేర్లెస్ వర్డ్స్ మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ మాటలు పడితే ఆ మాటలు మనము మాట్లాడకూడదు ఏం ఏ ఏ ఏ విమర్శలు పడితే ఆ విమర్శలు మనము చేయకూడదు అని ప్రభు పేరిట మిమ్మల్ని మనం చేస్తున్నాను ప్రియమైన సహోదరి సహోదరులారా సామెతల గ్రంథంలో కొన్ని వచనాలు చూస్తాం దయచేసి చూడండి బైబిల్ ఉంటుంది వారు పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం కనుక చదివినట్లయితే జీవ మరణములు నాలుక వశము నాలుగుకు చూడు ఎంత శక్తి ఉన్నదో నువ్వు జీవాన్ని పొందుకోవాలన్నా మరణాన్ని పొందుకోవాలన్నది నాలుగు చేతులు ఉందంట మనం మాట్లాడే మాట ఈ మాట ఎక్కడి నుంచి మాట్లాడతాము చూడండి మనము యొక్క లూకాసు వార్త కనుక చదివినట్లయితే లూకాసు వార్త ఆరవ అధ్యాయము నలభై ఐదవ వచనము కనుక మా చూసినట్లయితే లూకాసు వార్త ఆరవ అధ్యాయం నలభై ఐదవ వచనము హృదయము నిండి ఉండు దానిని బట్టి ఒకని నోరు మాట్లాడును from the abundance of heart mouth speaks from the abundance of heart mouth speaks అవును హృదయం నిండిన దాన్ని బట్టి హృదయంలో ఏమైతే ఉన్నదో అదే వాడు మాట్లాడతాడు అందుకే కొంతమంది మాట్లాడే మాటలను బట్టి వాడి మనస్సులో ఏముందో మనము తెలుసుకోగలము ప్రియమైన సహోదరి సహోదరులారా జీవ మరణంలో నాలుక వశము మనము జీవాన్ని పొందుకోవాలి అని అనుకున్నట్లయితే మనం మాట్లాడే ప్రతి మాటను క్యాలిక్యులేట్ చేయాలి జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది ఇంకా చూసినట్లయితే సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము నాలుగవ వచనం కనుక చదివినట్లయితే ఇక్కడ దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది సాత్వికమైన నాలుక జీవవృక్షము సామెతలు పదిహేను నాలుగు సాత్వికమైన నాలుక జీవవృక్షము అనే దేవుని వాక్యం చెప్తుంది ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ విధంగా చూసినట్లయితే యేసు ప్రభు వారు ఆయన చెప్తున్నాడు మాట మీరు మాట్లాడే మాటలు జాగ్రత్తగా ఉండండి ఎవరు ఆశీర్వదించినప్పుడు ఆ ఆశీర్వాదానికి తగినట్లుగా వారు జీవించి ఉండకపోయినట్లయితే ఆ ఆశీర్వాదాలు మరలా మీ వెనక్కి వచ్చేలాగా మీరు వాటిని తీసుకోండి అని ప్రభువారు చెప్తున్నాడు ఏ మనల్ని కూడా గురువులు ఆశీర్వదిస్తాడు ఆ గురువు గారు ఆశీర్వదించిన ఆశీర్వాదాలను పొందుకుందాము క్రీస్తు ప్రభు వారికి ఆశీర్వాదాలను ఈ విధంగా పొందుకుందాం ఈ విధంగా చూసినట్లయితే ఇంకా ఈనాటి సుశేషపడినాను మరొకసారి చూడండి మత్తే సువార్త పదవ అధ్యాయము ఇప్పుడు పదిహేను వచనం కనుక మనం చదివినట్లయితే విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సోదోము గుమరా ప్రదేశముల గతి ఓర్వదగినదై ఉండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను యేసు ప్రభు వారు ఏం చెప్తున్నాడంటే మిమ్మల్ని పంపిస్తున్నాను నా మెసెంజర్ లాగా మిమ్మల్ని పంపిస్తున్నాను మీరు వెళ్ళి స్వార్థను బోధించండి అని చెప్తున్నాను ఏ కుటుంబాలు ఏ గ్రామాలు ఏ పట్టణాలు మిమ్మల్ని ఆహ్వానిస్తారో అక్కడికి వెళ్ళండి స్వార్థను చెప్పండి ఎవరెవరైతే మిమ్మల్ని అంగీకరించరో మిమ్మల్ని తృణీకరిస్తారో మీ కాళ్ళకు ఉన్నటువంటి ఆ ధూళిని కూడా దులుపుకొని రండి అని చెప్పి ఆ పట్టణాలకి ఎవరెవరైతే మీ సందేశాన్ని వినకుండా పరిచమని పెట్టారో మిమ్మల్ని తృణీకరించారో ఆ పట్టణాలకి ఆ గ్రామాలకి భయంకరమైన శ్రమ ఎందుకో తెలుసా సోదోము గుమోర్లు పాత నిబంధన గ్రంథంగా చదివినట్లయితే మనము ఆది కాండము పంతొమ్మిదో అధ్యాయంలో చూస్తాము ఈ సోదము గోమరులు అనేవి పాపముతో పండిపోయినటువంటి పట్టణాలుగా చూస్తాము దేవుడు అగ్నిగంధకాలతో వాటిని కాల్చివేసినట్లుగా మనం చూస్తాము ఆ అగ్నిగంధకాలతో కాల్చివేటువంటి పాపముతో నిండినటువంటి ఆ పట్టణాలు ఓర్వదగినవిగా ఉంటావి ఈ పట్టణాల కన్నా అంటే అంతకన్నా భయంకరమైన పట్టణాలు ఇవి ఎందుకు అని మనం అడిగినట్లయితే యేసు ప్రభు వారి యొక్క సందేశాన్ని వారు విని కూడా తృణీకరించారు కాబట్టి వారికి శ్రమ ఎక్కువ యేసు ప్రభు వారి యొక్క సత్య సువార్తను సోరము గుమర వాళ్ళ దగ్గర వినిపించినట్లయితే వారు మారు మనసు పొందేవారేమో వారు మార్చబడేవారేమో కానీ ఆ అవకాశం వారికి లేదు ఈ సత్య సువార్తను వినిపించే అవకాశం వారికి లేదు కాబట్టి వారు ఆ విధంగా శాపగ్రస్తులై ఆ అగ్ని గంధకాలతో కాల్చబడ్డారు కానీ ఈనాడు ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో ప్రతి సంఘంలో ప్రతి ఇంచులో యేసు ప్రభు వారి యొక్క సత్య సువార్త ప్రకటించబడుతుంది యేసు ప్రభు గురించి నువ్వు మాటలు వింటున్నావు ఏసే దేవుడిని నువ్వు తెలుసుకుంటున్నావు అయినా కానీ నువ్వు పెడచోడ పెట్టినట్లయితే దేవుని వాక్యాన్ని రేపు దేవునికి లెక్కప్ప చెప్పాల్సి వస్తుంది నీవు ఆ సోడము గుమరల కన్నా భయంకర పరిస్థితిలో ఉంటావు అని దేవుని వాక్యం చెప్తుంది అదే ప్రభు అని చెప్తున్నాడు విమర్శ దినమందు ఆ పట్టణముల గతి కంచే అంటే సోడము గుమరాల సోడము గుమరాల పట్టణాల కంటే ఈ పని అంత భయంకరంగా ఉంటుంది సోడము గుమోరాలు ఓర్వదగినవని ఛాయప్పుడు కానీ ఇలాంటి వారికి శ్రమ అని ప్రభువారు పలుకుతున్నాడు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా మనము మాట్లాడే ప్రతి మాటను జాగ్రత్త పడదాము ప్రభువారి యొక్క ఆదేశానుసారంగా ఆయన తన యొక్క రక్షణ స్వార్థను మనకి ఇస్తున్నాడు గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడు మనము ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది చూడండి ఇప్పుడు ఎంతోమంది దేవుని వాక్యాన్ని మీకు ప్రకటిస్తున్నారు అన్ని చోట్ల విచారణలు ఉన్నాయి ప్రతి ఆదివారం దివ్య పూజాబళ్ళు ప్రతిరోజు దివ్య పూజాబళ్ళు సమర్పిస్తున్నారు దేవుడు మనకు అనుకూలంగా ఉన్నాడు ఎంతో దగ్గరలో ఉన్నాడు సమీపంగా ఉన్నాడు సమీపంగా ఉన్నప్పుడే ఆయనను మీరు వెదకండి ఆయనను మీరు పొందుకోండి నుండి ఎప్పుడైతే ప్రభువారు మీరు దూరం అయిపోతారో మీరు కానీ ఆయన దగ్గర రాలేరు ఒకసారి ఈ లోకంలో మనం కన్ను మూసామంటే ఇంకా మనకి ఎంత కావాలన్నా ఇక్కడికి రాలేము దేవుని యొక్క వాక్యాన్ని వినలేము అందుకే మనం హెబ్రిలకు రాసిన లేఖ ఒక వాక్యం చూస్తాం చూడండి హెబ్రిలకు రాసిన లేఖ రెండవ అధ్యాయము మూడవ వచనము ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడులా ఎలాగూ తప్పించుకుందాము అని దేవుని వాక్యం మనం ప్రశ్నిస్తుంది ప్రేమైన సహోదరి సహోదరారా ఈ యొక్క గొప్ప రక్షణ భాగ్యాన్ని ప్రభువారు మనకిచ్చి ఆయన సేవకులను పంపించి నా వాక్యాన్ని వినండి రక్షణ పొందండి నిత్య జీవాన్ని పొందండి పరలోక రాజ్యానికి అర్హులు కాండి అని చెప్పేసి ఈ ఉచితమైన ఆహ్వానాన్ని ప్రభువారు ఇస్తుంటే కావాలని మనం కనుక తృణీకరిస్తే తగిన శిక్షకు అవుతాం ప్రియమైన సహోదరి సహోదరులరా కాబట్టి ప్రార్థన చేద్దాము ప్రభా నీ ఆహ్వానాన్ని అందుకొని నీ సందేశాన్ని అందుకొని ప్రభా మా జీవితాలను మా కుటుంబాలను మా సంఘాలను మా గ్రామాలను మా పట్టణాలను యోగ్యమైనటువంటి కుటుంబాలుగా యోగ్యమైన పట్టణాలుగా యోగ్యమైన గ్రామాలుగా యోగ్యమైన వ్యక్తులుగా మేము మార్చబడే కృపను భాగ్యాన్ని దయచేయండి తండ్రి అని ఆ తండ్రి దేవునికి మొరపెట్టుకుందాము పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ప్రేమ స్వరూపులైన మా ప్రభువ మీకు వందనములు కృతజ్ఞత స్థుతి స్తోత్రములు ప్రభువ మీ వాక్యాన్ని వినియున్నాము యోగ్యమైన కుటుంబమని ప్రభా యోగ్యతను కలిగి ప్రభా మీ యొక్క బిడ్డలు మా కుటుంబాలకు మా సంఘాలకు వచ్చినప్పుడు వారిని స్వీకరించి ప్రభు మీ వాక్యాన్ని విని మీ వాక్యపు వెలుగులో మేము నడిపించబడే భాగ్యాన్ని మా అందరికీ దాయిచ్చేయండి ప్రభు ఈ వాక్యాన్ని ఎవరెవరైతే వింటున్నారో వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పైన దీవించి ఆశీర్వదించండి అయా మీ కృపను బట్టి ప్రభు వారిని యోగ్యులుగా చేసి మీ కృపతో నింపండి మీ బిడ్డలుగా మీకు సాక్షులుగా ఉండే భాగ్యాన్ని వారందరికీ దాయిచ్చేయమని మా అనాథుడైన క్రీస్తు ద్వారా మనం చేస్తున్నాము ఆమెన్ ఏలిన వారు మీ తొందరగాక మీ తొందరగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాపాడుదరుగాక ఆమెన్ మోక్ష మార్గం టీవీ ఛానల్ ద్వారా అనుదిన వాక్కు అనుమా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమును ప్రసారం చేయించినందులకై మిక్కిలి సంతోషిస్తూ క్రీస్తు నామమున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియచేచున్నాము ప్రతిరోజు దివ్యబలి పూజలో ఆలకించే దివ్య గ్రంథ పఠనాల నుండి వాక్యోపదేశం అందించబడుతుందని తెలియచేయటకు మేమెంతో ఆనందించుచున్నాము ఈ కార్యక్రమం కొనసాగించటలో మీ ప్రార్థనలు సహాయ సహకారాలు మాకెంతో అవసరం పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మీరు కూడా ఒక ప్రోగ్రాంను స్పాన్సర్ చేయగలరు ఈ కార్యక్రమంపై మీ యొక్క అభిప్రాయములను ప్రార్థన అవసరములను మాకు తెలియచేయండి మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం మా చిరునామా రెవరెండ్ ఫాదర్ జీ భాస్కర్ అనుదిన వాక్కు ఆస్యం చర్చ్ యాడవాని గరువు పాలకొల్లు పిన్ ఐదు మూడు నాలుగు రెండు ఆరు సున్నా పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ మా సెల్ నెంబర్స్ తొమ్మిది నాలుగు నాలుగు సున్నా ఎనిమిది రెండు నాలుగు రెండు ఐదు రెండు తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఆరు మూడు ఏడు తొమ్మిది సున్నా ఒకటి మా email ID daily mass readings at Gmail dot com